హలో నా పేరు రామ్ గోపాల్ నేను ఈరోజు మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి ఎథికల్ ఏఐ ఏఐ అంటే ఏంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ బీయింగ్స్కి ఇంటెలిజెన్స్ ఎలాగో కంప్యూటర్స్కి రోబోట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ విధంగా అనమాట హ్యూమన్ బీయింగ్స్ ఎథికల్గా ఉండడం వల్ల హ్యూమన్ స్పీషీస్ ఇవాల్వ్ అవుతుంది అలాగే కంప్యూటర్స్ ఆర్ రోబోట్స్ వాటికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్గా ఎలా యూజ్ చేయాలి అనేది మనం ప్రోగ్రామ్ చేయాలి కంప్యూటర్స్ మనం ప్రోగ్రామ్ చేయాలంటే ముందర మనకి తెలిసి ఉండాలి అసలు ఎథికల్ బిహేవియర్ అంటే ఏంటి ఎథికల్ యాక్షన్స్ అంటే ఏంటి యాజ్ యాజ్ హ్యూమన్గా మనం ఎథికల్గా ఎలా ఉండాలి మనకు తెలిస్తే అలాగే మనం కూడా కంప్యూటర్స్కి లేకపోతే యాజ్ హ్యూమన్గా మనం ఎలా ఎథికల్గా బిహేవ్ చేస్తున్నాం అంటే యాక్షన్ చేస్తున్నాం యాజ్ ఎ హ్యూమన్గా మనం ఎథికల్గా బ్రతికి చూపిస్తే మనకి ఎథిక్స్ తెలిస్తే మనం కూడా అవే ఎథిక్స్ని కంప్యూటర్కి అంటే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం నేర్పించచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్గా ఉంటే అవి మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్కే చాలా యూజ్ అవుతాయి ఇది మంచి సబ్జెక్టు దీన్ని ఈ జనరేషన్ స్టూడెంట్స్ తెలుసుకొని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ